అనగనగా రాజమండ్రి అనే ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని కాలాలలో ఆ నది ఉప్పొంగి నీరు అధికంగా ప్రవహించి వరదయ్యి కొన్ని కుటుంబాలకి అది నాశనం తెస్తూ ఉంటుంది అయితే ఆ ఊరు వారిలో అనేక మంది ఆలోచన చేసి ఆ నీటి వరద తమ గ్రామం మీదకి తన ఊరు మీదకి రాకుండా ఒక గోడ నిర్మిద్దాం అని ఆలోచన చేసి ఆ వరద నీళ్ళు రాకుండా వాళ్ళు ఆ ఊరికి గోడగా ఒక కంచెను వేస్తారు ఆ గోడ కట్టిన తర్వాత కొంతకాలం అయిపోతుంది అయితే అదే ఊరిలో సాత్విక్ అనేటువంటి కుర్రవాడు నివసిస్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు స్కూల్ చదువుకుంటూ ఉంటాడు ఒకనొక రోజు ఇలాగే స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఆ గోడకి చిన్న కన్నం పడడం తను చూస్తాడు ఆ కన్నంలో నుంచి నీరు మెల్లగా కొద్ది కొద్దిగా ప్రవహించడం ప్రారంభిస్తుంది వెంటనే ఈ కుర్రవాడైనా సరే తనకు ఒక ఆలోచన కలిగి ఒకవేళ ఆ కన్నం ముయ్యకపోతే నీరు అధికమయ్యి మరలా మా ఊరి మీదకి ప్రవహించి మరలా మా జనం మీదకి మా కుటుంబాల మీదకి ప్రవహించి అనేక మంది నశించిపోతారు అనేటువంటి ఆలోచన ఆ బిడ్డకి కలిగి ఏం చేస్తాడంటే వెంటనే ఆ గోడ దగ్గరికి వెళ్ళి తన చేతితో ఆ కన్నాన్ని మూసివేస్తాడు అయితే ఏదైనా రకంగా నీళ్లు రాకూడదు అనేటువంటి తను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే అనేక సమయము గడిచిపోతుంది ఎంతసేపు అయినా కనీసం ఆ మార్గం గుండా ఎవరూ రారు అయితే ఇది ఇలా ఉండగా మరొక పక్క స్కూల్ విడిచిపెట్టినా సరే రాని తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఇదిగో ఎంతగానో కంగారు పడుతూ ఉంటారు తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటారు ఎవరు మాకు తెలియదని చెప్తారు అయితే ఏమయ్యపోయాడో అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఈ సాత్విక్ అనేటువంటి కుర్రవాడి కోసం మరలా ఊరంతా వెతకడం ప్రారంభిస్తారు అలా వెతికి వెతికి వెతికి ఆఖరికి ఈ కుర్రవాడు ఇదిగో ఉన్నటువంటి ఆ గోడ దగ్గరికి వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఈ కుర్రవాడు అప్పటికే బాగా నీరసించిపోయి బాగా బలహీనపడిపోయి తన చేతిని ఆ కన్నం దగ్గర నుంచి తీయకుండా అడ్డుపెట్టి అదిగో అలా కూర్చుంటున్నట్లుగా వారు చూస్తారనమాట వెంటనే వారంతా కూడా వచ్చి ఏంటి ఎలా ఉన్నామంటే కన్నం పడిందని తను జరిగినటువంటి విషయం చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆ కన్నాన్ని మూసివేసి ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఆ కథ వింటున్నప్పుడు నిజంగానే మనం కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలి దేవుని బిడ్డలముగా ఇదిగో మన ఊరి మీదకి మన సజనుల మీదకి దేవుని కోపము దేవుని ఉగ్రత అనేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది అయితే దేవుని బిడ్డగా దేవుని విశ్వాసిగా ఆ నాశనము ఇదిగో మన మీదకి కానీ మన స్వజనుల మీదకి కానీ రాకుండా కాపాడవలసిన బాధ్యత మనకి ఉంది వాళ్ళని రక్షణలోనికి పాపములో నుంచి విడిపించి రక్షణలోనికి నడిపించవలసినటువంటి భారము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి ఆ బిడ్డ ఎలాగైతే తన సజువుల్ని కాపాడుకోవాలి ఇదిగో ఆ వరద రాకూడదు తమ గ్రామానికి అనేటువంటి ఒక భారము కలిగి ఏ విధంగా తను పనిచేశాడో ఆ విధంగా మనం కూడా భారము కలిగి మన వారిని మనం కాపాడుకోవడానికి బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలని ఆ కథ మనకి ఈ ఉదయకాలం నేర్పిస్తూ ఉంది కాబట్టి నా మాటలు వినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే ఇంకను పాపం నుండి విమోచింపబడకుండా ఉన్నారో వారిని రక్షించాలనేటువంటి భారము బాధ్యత కలిగినటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను గాక